So hi friends సర్దుబాటు పేరుతో వేల ఎస్ఐటి పోస్టులు రద్దుగా పోతున్నాయి మోడల్ స్కూళ్ల టీచర్లకు అరవై శాతం గ్రాంట్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా గ్రాంట్ నిలిపివేయడంతో నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు పోస్టులను సర్దుబాటు అదే రద్దు చేయడం జరిగింది మేనేజ్మెంట్ వారి మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు మంజూరుకై వందలాది ఎస్జిటి క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులను రద్దు చేసి అదే సర్దుబాటు చేసి ఎంఈఓ డివైఈఓ e e పోస్టులు మంజూరు చేయబోతున్నారు విద్యాశాఖ నుండి ఈ ఆర్థిక శాఖ ఆమోదం ప్రతిపాదనలు అనేవి పంపించడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిడెడ్ మేనేజ్మెంట్లోని వేల టీచర్లు లేదా లెక్చరర్ పోస్టులను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలోని ఖాళీలలో అదే సర్దుబాటు చేయడం అనేది జరిగింది చేస్తూ ఉండడం చూసాం ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు విద్యార్థులు విలీనం చేయడం వల్ల వేలాది సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎస్సీగా అప్గ్రేడ్ అవ్వడం వలన ఎస్జిటి పోస్టులు కూడా రద్దు కాపోతున్నాయి ఈ విధంగా పోస్టులు రద్దు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది చివరికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎన్ని పోస్టులు మిగులుతాయి అనేది కూడా సస్పెన్స్గానే ఉంది ఫ్రెండ్స్